సపోర్ట్గా ఉంటాం మీకేం కావాలో మాకు చెప్పండి చెప్పండి సార్ మాకు ఒక రూమ్ ఏర్పాటు చేయాలి బయట అవుట్ పోస్ట్ వేస్తే బందిపోట్లకు అనుమానం వస్తుంది ఈ కాలనీ వాళ్ళలాగే ఉంటూ కాపు వేసి వాళ్ళని పట్టుకుంటాం కానీ మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకండి మీరు మా హోటల్లో దిగటం మా అదృష్టం మీకు మేము సేవ చేయటం మా మహద్భాగ్యం సరే ఇక మేము దొంగల్ని పట్టుకునే ప్రిపరేషన్స్లో ఉంటాం పొద్దున్నే పేకల దాకా మిక్కేసి పడుకున్నారు ప్రిపరేషన్ అంటే ఎక్సైజ్ చేయటం అనుకున్నాను గురకెట్టడమా అంతేరా అంత ఎక్స్పీరియన్స్ ఉండబట్టే నిద్రలో కూడా దొంగలు పట్టేస్తారు వాళ్ళు లెగిసేగా పట్టుకోవడమే బెటర్ ఒరే చెప్పడం మర్చిపోయాను పదకొండున్నర కల్లా లేపమన్నారు వాళ్ళు మధ్యలో మీకు ఎక్కడైనా శాండ్విచ్ లో పెట్టాను తినండి అలాగే నిద్ర పట్టకుండా ఈ టీ ఉల్లాసంగా ఉండటానికి కాఫీ తీసుకోండి బయలుదేరండి మీరు మూసుకోండి మీరు బయలుదేరండి అమృతం మూసుకోండి ఆగండి ఏంటి ఆంజనేయులు ఎదురొస్తున్నావా కార్గిల్ హీరోలకి మనం ఎలాగూ సాయం చేయలేకపోయాం కనీసం వీళ్లకు సేవలు చేసినందుకు నా గుండె గర్వంతో పొంగిపోతోంది నా గుండె కూడా నా గుండె కూడా పొంగిపోతుంది అమృతం ఆగండి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి థ్యాంక్ యూ వెరీ మచ్ కష్టపడి వచ్చారు బ్యాగ్ తాగదు ఆ లెవెల్ వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్ ని తాకనివ్వరు టెస్ట్ క్రికెటర్లు కూడా అంతే వాళ్ళ బ్యాట్ ని ఎవరూ ముట్టుకునివ్వరు మీకు తెలియని విషయం అంటూ లేదా ఎన్సైక్లోపీడియానా మూసుకోండి ఇంతకీ దొంగలు పట్టుకున్నారా వాళ్ళంత ఈజీగా దొరకరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మంచి టెక్నీషియన్స్ ముందు స్నానానికి నీళ్లు పెట్టండి రే పురుడు పోసుకున్న తాబేలా ఫేస్ అంటే నీళ్ళు పెట్టండి ఎలుగు పంటలో మీరెందుకు ఎల్లు పెట్టండి వడ్డిచ్చు అమృతం మంచినీళ్ళు అయ్యి పెట్టాను సార్ వాళ్ళకి దాహం వేసినప్పుడు తాగుతారు ఏదో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేదో మాట్లాడతారేంటి మీరు పేపర్ చదువుకోండి ఇదేంటి రాత్రి మన కాలనీలోనే ఆరిళ్ళు దోచుకోబడ్డాయి ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాకముందు ఒకటో రెండో జరిగి ఇప్పుడు ఏకంగా అర డజన్ ఇళ్ళ ఇంతకు ముందంటే ఎక్కడి నుంచో వచ్చి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 ఎంత బాగుండు జైలుకు పంపించి జై కొట్టేవాడిని అమృతం పడుకున్నా ఇలా టీవీ చూస్తూ కూర్చుంటే రాత్రికి డ్యూటీలు ఎలా చేస్తారు కార్యక్రమాలు కాదు కర్తవ్యం ముఖ్యం రండి చెప్తాను రండి చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటి ఆ స్వామితో నీవు అన్నిల్ట సాటి జో జో జో జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద Rama Govinda once a day that I would pray for you I'd go and misbehave just so you'd notice too Sneaking looks up and down from across the room and Damn, what a hell of a view I feel good, you look sorry sir మేము కూడా మీతో పాటు కష్టపడుతున్నాం కదా అందుకే మెలకు రాలేదు మీకు మేము స్వాగతం చెప్పలేకపోయాం ఏమనుకోవద్దు కాఫీ తీసుకోండి అవును ఈ దెబ్బలేంటి అరే తాటలు తేలిపోయినాయి నిన్న రాత్రి పోలీసులకి దొంగలకి జరిగిన ఘర్షణలో పోలీసులకి గాయాలు పోలీసుల తలలకి దొంగల చేతులకి తీవ్ర గాయాలయ్యాయి ఒకసారి పట్టుకోరా ఏ ఆంజలో ఎదురుగా చేతులకు అంత గాయాలు కనపడుతుంటే తలకి ప్లాస్టర్ వేస్తావిటి మీరే కదండి తలకి తీవ్రమైన గాయాలు తగిలేని పేపర్లో చదివారు పేపర్లో రాసేవని నమ్మకూడదని అందుకే అంటారు అసలు మొన్న ఆరిల్లు నిన్న ఎనిమిదిల్లు ఈ రోజు పదకొండిల్లు రోజు రోజుకి దోపిడీలు చేసే ఇళ్ల సంఖ్య పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు అసలు మీరు ఎందుకు పోలీసులు పట్టుకోవట్లేదు అదే దొంగలు ఎందుకు పట్టుకోవట్లేదు అని తప్పు మాది కాదండి మాకు ఈ కాలనీ స్వరూపం పూర్తిగా అర్థం కావట్లేదు మేము ఒక వైపు నుంచి వెళ్తుంటే వాళ్ళు ఇంకో వైపు నుంచి దోపిడీలు చేస్తున్నారు కాలనీలో ఎక్కువ డబ్బున్న వాళ్ళ లిస్ట్ ఇస్తే మా పని కొంచెం ఈజీ అవుతుంది దొంగలు ముందుగా అక్కడికే చేరుకుంటారు కనుక వాళ్ళని ట్రాప్ చేయడం చాలా ఈజీ గుడ్ ఐడియా మీకు లిస్టింగ్ కర్మ కాలనీ మొత్తం కళ్ళకు కట్టినట్టు మీకు రూట్ మ్యాప్ వేసి ఇస్తా ఇరవై ఆరు ఎంతసేపు లెక్క పెడతావు తొందర లెక్క పెట్టు ఆ చైనా వాళ్ళు ఇచ్చిన నలభై వేలు అడ్వాన్స్ మన దగ్గరే ఉంది దొంగలు దీనికి కంగారు పడాల్సిన అవసరం ఉంది మనం అప్పాజీ గడికి ఎలాగో ఇరవై వేలు బాకీ ఇందులో సగం వాడికి ఇచ్చేసి మిగతా సగం బ్యాంకులో ఇస్తే సరి సగం ఐడియా బాగుంది ఎందుకంటే రాత్రికి రాత్రిలే బ్యాంకులు లేపేస్తున్నారు నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంటది మొత్తం నలభై వేలు గడికి ఇచ్చామనుకో ఇరవై వేలు అడ్వాన్స్ గా కూడా ఉంటుంది వాడి నసా తగ్గుద్ది మనకు మనశ్శాంతిగానే ఉంటుంది ఎలా ఉంది లేకండి తీసుకెళ్ళి అడిగిచ్చేయండి అప్పాజీ ఒకేసారి ఇంత డబ్బు చూస్తులోకి ఎంత థ్రిల్ అయిపోతాడో కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం బయటికి తీరా ఉన్నాయన్నీ దోచుకొని ఇంకా తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేది కాళ్ళు తీసుకురా ఎక్కడి నుంచి తీసుకొచ్చేది పక్కింటి కన్న వచ్చి తీసుకొచ్చేదా నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ మన రూమ్ లో చేర్చేసాయి ఈలోగా మేము వేరే ఇల్లు చూసుకొని వచ్చేస్తాం వెళ్ళు ఆగు అప్పాజీ గారు అరిచినా మా గురించి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 సార్ సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్ మీరు వెతుకుతున్న దొంగలు లోపలే ఉన్నారు సార్ కుదరదయా అవతల మా అర్జెంట్ పని దొంగలు పడ్డారంటే అలా మాట్లాడతారేంటి సార్ అంతవరకు అవును సార్ దొంగలు సార్ పట్టుకోండి ఒక్క రోజుకి మీ పనులు పోస్ట్ పోన్ చేసుకుని ఆ దొంగలను పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ ఈసారి ఇదేంటండి టాస్క్ ఫోర్స్ వాళ్ళని కొట్టారు మరి దొంగలు ఎవరు పట్టుకుంటారు దొంగలు పట్టుకోవడం ఏంటి వీళ్ళే దొంగలు పదండి పోలీస్ స్టేషన్ అప్పచెప్తాం ఆగండి ఆగండి వీళ్ళ నిజస్వరూపాన్ని అమృతానికి కూడా చూపిద్దాం అవునవును అమృత్ అభయ్ ఫోర్స్ మూల విరాట్ అమృతం లేకుండా ఎలా వెళ్తాం ఆ టీ సార్ దేవుడు పంపించినట్టు మీరు వెనక్కొచ్చారు నాకు చీకటన్నా బందిపోటన్నా నూట నాలుగు జ్వరం వచ్చేస్తుందండి ఎందుకని అడగరే ఎందుకు ఎందుకంటారంటే వాళ్ళు బందిపోటు దొంగలు నన్ను చంపేస్తే టీ తాగండి సరిగ్గా అమృతం ఒరే అమృతం ఏంటి దొంగలు పెట్టాను చూడు దొరికారా ఇన్నాళ్ళుగా కాలనీలో దొంగతనాలు చేస్తున్నది ఎవరనుకున్నావు ఎవరు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడనట్టు మనలోనే అబ్బా అప్పాజీయా నాకు తెలుసురా ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బందిపోటు దొంగలు మన మధ్యనే ఉన్నారనగానే నాకిద్దరి మీదే డౌట్ వచ్చింది ఒకటి మా బండబాసు ఒరే అమృతం రెండు అప్పాజీ గాడు చివరికి అప్పాజీ నిజమయ్యాడనమాట అమృతరావు సిచ్యువేషన్ నాకు తెలుసు సార్ దొంగ దొరికాడు వెళ్ళి అరెస్ట్ చేయండి లెగండి వెళ్ళండి బెల్ట్ అప్పాజీ గడని మహా డేంజరస్ డెకాయిట్ ఎందుకైనా మంచిది ఈ రివాల్వర్ మీ దగ్గర పెట్టుకోండి పీచే ముట్ వెళ్ళండి ఆ, అమ్మయ్యా ఈ దేశానికి నా వంతు సహాయం చేశాను వంతు కోసిన మేకలా నేను ఇలా అరుస్తుంటే అలా పోయేటట్టు అంజలు ఆ ఎస్ బాస్ ఇప్పుడు చెప్పు అమృతం ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళనయ్యా దొంగలో సరిగ్గా చెప్పు టాస్క్ ఫోర్స్ వాళ్ళే దొంగలో ఆ! నాలుగో వాడు ఇంటికే వచ్చాట వాడిని పారిపోకుండా పట్టుకో పట్టుకోలేదు ఏంట్రా భయపడతావు నీ దగ్గర గన్ ఉంది కదా ఉండేది ఇప్పుడు లేదు ఆ? ఏమైంది గన్ను అతను బయటికి వెళ్ళారు గన్ను అతనునా లోపలికి వచ్చాడు మీరిక్కడ ఇంట్లోనే పడుండండి మిగతా ఇళ్ళు దోచుకునే కార్యక్రమంలో మేముంటాం కాలనీ రూట్ మ్యాప్ మొత్తం కళ్ళకి కట్టినట్టు వేసిస్తా అన్నావుగా డబ్బున్నోళ్ళ లిస్టు చెప్పు చెప్పను చెప్పరా చెప్పను కొడతారా చెప్తాను కానీ నా కాలనీ వాళ్ళకి ద్రోహం చేయలేను డబ్బు లేని వాళ్ళ ఇళ్ల లిస్ట్ ఇస్తాను సరే ఇవ్వు నువ్వు చాలా తెలివైన చెప్పు టీవీవి గారి ఇల్లు అచ్చిరెడ్డి గారి ఇల్లు అల్లూరు రాజు ఆడి దగ్గర నీళ్ళు పెడితే ఇల్లు పెట్టినట్టు కదరా బాగున్నావు గుడ్ ఇవాళకి ఇవి చాలు బాగా దోచుకోండి సుబ్బు నువ్వు వీళ్ళని జాగ్రత్తగా గమనిస్తుండు చూసారా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మొత్తం కాలనీలో డబ్బు లేని వాళ్ళు లిస్టు తీసేస్తే మిగిలేదు ఎవరు డబ్బు మీరు బుద్ధి లేనోళ్ళు పన్నీరు పోయింది పన్నుడిపోయింది అమృతం వాడు సర్వంగా డేడయ్యా బాబా సినిమా సెద్దినోత్సవానికి చెన్నై పోయాడు పోయిన సినిమా సెద్దినోత్సవానికి వాడు ఏంటి ఏమిటి కనీసం వాడు ఒక్కడున్నా అరవంలో అరిసన్నే మనల్ని కాపాడేవాడు అవునయ్యా పాపం వాడికి భాష రాకపోయినా భావాలు మంచి ఎన్న మనోహర సార్వాడు ఏమిది నాలుగు నాలుగు శివాజీ గణేషన్ మాదిరి షే అరవటం మాని వాడు ముందే గన్ను తీసుకుని మమ్మల్ని రక్షించు ఒరే మొక్క ఎత్తుకు మొక్కదాను బుత్తలు పెట్టేవాది ఏమన్నా పేడ గన్నురా తియ్యి బాబా అస్త్రం అంటరాదు ఇదేం శాస్త్రం కొన్ని <laughs> వస్త్రంతో ఉన్న తీరా ఆ అర్జుడు అర్జుడు ఎలా లెగ్సాడా అగ్గిపుల్ల కాలితే రివాల్వర్ పేలుతుంది ఆరు నీ అబ్బ అరవం నువ్వేదో అరిచి మమ్మల్ని కాపాడతావు అనుకుంటే బాబా ఫోజ్ ఇచ్చి మా పక్కనే బందీ అవుతావా ఈ రోజుతో కాలనీలో మా కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి థ్యాంక్స్ ఫర్ ద లిస్ట్ తెల్లారితో వెళ్ళిపోతాం మరి మేము మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్తారా తీసుకెళ్ళాం అమ్మయ్యా చూసారట్రా ఎంతైనా మన ఉప్పు తిన్నారు కదా విశ్వాసం కానీ మీ కళ్ళు తీసుకెళ్తాం తిరిగి మమ్మల్ని పోల్చకుండా మన జీవితంలో ఈ ఘట్టం ఎలా ముగుస్తుందా అనుకున్నాను ఇలా చీకట్లో అంత అవుతుందని కల్లో కూడా అనుకోలేదు ఆ వాళ్ళని తిట్టినందుకు శపించారేమో మనల్ని ఎక్కడికి ఎవరు నువ్వు సల్మాన్ ఖాన్ ఫిగర్ చూసి ఐశ్వర్య అనుకున్నాను తప్పకా మా బావ ఎక్కడా మేము పట్టుకుందాం అనుకున్న బందిపోట్లు ఇల్లే టాస్క్ ఫోర్స్ జాకెట్లు వేసుకొచ్చి మమ్మల్ని మోసం చేశారు పారిపో పారిపో అబ్బా ఆలోచించకే క్షణం ఆగావంటే నువ్వు షోలే సినిమాలో హేమా మాలిని అయిపోతావు విన్నావుగా మీ బావ కోరిక డాన్స్ చెయ్యి డాన్స్ చేయాలా డాన్స్ చేస్తే వదిలేస్తారా సరే ఇలా కాదు డ్రెస్ మార్చుకునిరా ఏ జ్యోతిలక్ష్మి డ్రెస్ చేసుకునిరా ఒప్పుకోవద్దే ఒప్పుకోవద్దు నీ పిడత మొఖానికి ఆ డ్రెస్ చందాలంగా ఉంటుంది ఈ గౌరవం నా కళ్ళతో చూడలేదు నేను చూడలేదు నేను అంతకన్నా చూడలేను వెళ్ళి ముళ్ళు తీసుకురా వాటి మీద డ్యాన్స్ చేస్తే మస్తు మజా వస్తుంది రై వస్తుందిరా బాగుందా జాకీ లక్ష్మి డ్రెస్ అయ్యో బాబోయ్ ఎనబోతులు పడేస్తాడు నన్నే ఉంటుంది ఇల్లంతా ఇయ్యే అయ్యో బాబోయ్ ఏయ్ ఏయ్ బడా చంపేయ్ కాలు దొక్కేయ్ ఆ. ఆహా, సారీ ఏంట్రా <laughs> డాన్స్ పోరా ఇప్పుడు బాగుందా డాన్స్ చావు చావు ఇంకా చావు ఆ తగ్గుతున్నా hmm, చేయండి hmm, అది రేయ్ <laughs> వాళ్ళు జాగ్రత్తగా చూడు నేను వెళ్ళి పోలీసులు ఫోన్ చేసి వస్తాను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా కట్టి పారేసాం కదా భయపడతారు ఎలా అయితేనేరా మన చేయు నెరవేరింది ఎదవలు అంట ఎదవలు ఈ జాకెట్లు వేసుకొచ్చా కదరా మనల్ని మోసం చేశారు ఏ మాటకి ఆ మాట చెప్పాలరా ఈ జాకెట్లు మనకు బాగా నెప్పాయి అవును కూడా. ఈ అబాయి ఫోర్స్ టాస్క్ ఫోర్స్ ఈ కాలనీ మొత్తం కాపాడింది అవును కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం పోలీసులు వచ్చి కొట్టేసినా కూడా కొట్టేస్తారు ఆగండి వాళ్ళని అరెస్ట్ చేశారా దోపిడి దొంగ టాస్క్ ఫోర్స్ డ్రెస్ వేసుకొని ఇంట్లోకి వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వేనా అవును నేనే చాలా థ్యాంక్స్ అమ్మా వెనకాల జీపులో ఉన్నారు కానీ మీ వాళ్ళు రిపోర్ట్ రాసివ్వలేదు క్లినిక్కి వెళ్ళొచ్చాక ఇస్తామన్నారు క్లినిక్ కా నేను జీప్ ఇచ్చేద్దరు కానిస్టేబుల్స్ని ఇస్తానన్నా వద్దని వాళ్ళంతట వాళ్ళే క్లినిక్కి వెళ్ళారు